మా పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూస్తుంటే భయం వేస్తుంది కేసీఆర్ గారి పాలనకు మా పాదయాత్రే కేసీఆర్ పాలనకు అంతిమ యాత్ర అని కేసీఆర్ కి స్పష్టంగా అర్థమైంది కనుక మా పాదయాత్రను ఎలాగైనా ఆపాలి అని కంకణం కట్టుకున్నట్టే ఉంది కేసీఆర్ గారు కనుకనే కేసీఆర్ గారు పోలీసుల భుజాన తుపాకి పెట్టి మా పాదయాత్రను ఆపే ప్రయత్నం చేస్తున్నాడు ఒకసారి కాదు రెండు సార్లు కాదు ఇప్పటికీ మూడు సార్లు ఒకసారి ఫస్ట్ టైం నర్సంపేటలో ముగ్గురు ఏసీపీలు మా దగ్గరికి వచ్చి ముగ్గురు ఏసీపీలు మైండ్ యూ మా దగ్గరికి వచ్చి పాదయాత్రను ఆపాలి అని చెప్పడం రెండోసారి హైదరాబాద్ లో పోలీసులు ట్రాఫిక్ వయలేషన్స్ కేసులో హైకోర్టు మాకు పాదయాత్ర చేసుకోవచ్చు అని ఆదేశాలు ఇచ్చినప్పటికీ రిమాండ్ కోరడం మూడోది చేతిలో హైకోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పాదయాత్రకు పర్మిషన్ ఇవ్వాలి అని హైకోర్టు చెప్తున్నా ఉన్నా కూడా ఈరోజు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు వరకు పోయి మాకు పాదయాత్ర పర్మిషన్ ఇవ్వకుండా మాకు షోకాస్ నోటీస్ ఇవ్వడం ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ పోలీస్ డిపార్ట్మెంట్ ను ఎంత భయంకరంగా లాగా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల్లాగా